hi friends welcome to my channel Karthika Puranam పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ ఫలితము భక్తులను పరీక్షించదలిచి భూమికి వేంచేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నామిసారణ్యమునకు వెళ్ళినప్పుడు ఆ నామిసారణ్యమునందున్నటువంటి మహామునులందరూ కూడా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేద్యుడని వేదవ్యాసుడని అద్వితీయుడనిని సూర్యచంద్రుల వలె నేత్రము సర్వాంతర్యామి సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదుల చేత సర్వదా అని నిత్యుడువని అని సర్వజనుల చేత స్థుతింపబడుతున్నటువంటి ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల కోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతములను స్వీకరింపుము మీ దర్శన భాగ్యము వల్ల మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రమైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధనం నుండి బయటపడలేకుండా ఉన్నాము మమ్ము ఉద్ధరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడే జాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర మోక్ష ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని జ్ఞానసిద్ధుడు మైమర్చిపోయి స్తోత్రం చేయగా శ్రీహరి నవ్వి ఓ జ్ఞానసిద్ధి నీ స్తోత్రవచనములకు నేను ఎంతగానో సంతసించుతుని నీకు ఇష్టం వచ్చినటువంటి వరమును కోరుకొనుము అని పలికిను అంత జ్ఞానసిద్ధుడు ఓ ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడు కాలేకపోతున్నాను శ్లేష్మంన పడినటువంటి ఏగవలే కొట్టుకొంచు ఉన్నాను కనుక నీ పాద పద్మములపైన నా ధ్యానం ఉండునట్లుగా నన్ను అనుగ్రహింపము మరేది కోరిక నాకు అక్కర్లేదు అని వేడుకొనేను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చితిని అదీనోగాక మరి ఒక వరము కోరుకొనుము ఇచ్చెదను అని చెప్పి పలికిను ఈ లోకమందు అనేక మంది దురాచారులే బుద్ధిహీనులే అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు సావధానుడివే ఆలకింపుము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాసి వరకు చాతుర్మాస్యము అని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఈ వ్రతమును తప్పకుండా ఆచరింపచేయవలేను దీని మహత్యము తెలిసి ఉండి కూడా వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వల్ల కలుగు బాధలు ఉండవు నా యందు భక్తి కలవారిని పరీక్షించుడికే నేను ఇట్లు నా సైనింతును ఇప్పుడు నీ వసంగినటువంటి స్తోత్రంను ఎందు కూడా భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు దీనిని నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు సాకమున్ను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగున్ను భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వేజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకు ఏగి శేషపాన్పు మీద పవళించెను వశిష్ఠుడు జనక మహారాజుతో ఓ రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యంను వివరించెను ఈ వృత్తాంతంను అంగీరసుడు ధనలోభునికి తెలియజేసెను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషుల భేదము లేదు అన్ని జాతుల వారు తప్పక చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఏగిరి కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు ఓం నమ శివాయ